విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఎన్నో ప్రాణత్యాగాలతో సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తున్నామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నుంచి నేటి వరకు విశాఖ హక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా నేటి సుమారుగా ఏడు వందల తొంభై రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు అయితే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీపురం కాకుండా చేస్తున్న ఉద్యమం పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోంది ప్రైవేటు పెట్టుబడుల్ని వ్యతిరేకించాల్సిన నాయకులే తామే పెట్టుబడి పెడతామంటూ దొంగదారులు రావటం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అయింది కేంద్రం ప్రభుత్వ మెడలు వంచి స్టీల్ ప్లాంట్కు నిధులు రప్పించే ప్రయత్నాలకు గండి కొడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను అయోమయంలో పడేసే నాయకులు ఉద్యమంలోకి రంగప్రవేశం చేశారు పోరాటానికి కార్యాచరణ అంటూ లేకుండా ఎవరి దారిన వారు నిర్ణయాలు తీసుకుంటూ తమ గొప్పతనాన్ని చాటుకునే ప్రయత్నంలో విశాఖ ఉక్కు మనుగడకు తూట్లు పొడుస్తున్నారు ఈ నేపథ్యంలోనే సిపిఐ మాజీ joint director V V Lakshminarayana Venfra Impex అనే కంపెనీ ద్వారా దాఖలు చేసిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది వేయాలన్నది స్టీల్ ప్లాంట్ వాళ్ళు ఇచ్చిన డెడ్ లైన్ సో అందులో ముందుగానే వచ్చేసి ఈరోజు ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము వేయబోతున్నాం ఆ తర్వాత ఇందులో మా మేము ఏం చేయగలము అన్నది కూడా ఇందులో బిడ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఇచ్చిన పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తి చేసి ఇప్పుడు ఇవ్వడం జరుగుతోంది సో దీని తర్వాత ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ని మనం బిడ్డలాగా చూసుకో అందుకనే మేము ఈ బిడ్డ వేస్తాం స్టీల్ ప్లాంట్ని బిడ్డలాగా చూసుకున్నాం కాబట్టి ఈ బిడ్డ వేస్తున్నాం ప్రభుత్వం పాలసీ క్లీన్ షేవ్ అయితే మా పాలసీ క్లియర్ సేవ్ సో ప్రభుత్వం క్లీన్ షేవ్ చేయాలనుకుంటుంది స్టీల్ ప్లాంట్కి కాబట్టి మేము క్లియర్ సేవ్ చేయాలనుకుంటాం అందుకనే ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ నిధులు అవి ఎలా సమకూర్చాలనేవి కూడా ఆలోచించి ఆ సందర్భంగా ఉన్న అదాని చెబితే వేరొకటి అవుతుందా ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులే కదా అంటే ఆ దానికి మార్గం సుగమం చేయడానికి జేడీ ఈ రూపం ధరించారన్న విమర్శలు మొదలయ్యాయి అసలు స్క్రూట్నీలోనే పోయే జేడీ బిడ్డింగ్ ఉక్కు ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రమాదానికి దారి తీసేదిగా ఉంది తన సొంత కంపెనీ టెక్నికల్గా కూడా నిలబడదని తెలుసు కూడా జేడీ బిడ్ వేయడం ఉద్యమ ద్రోహం కిందనే పరిగణించాలని ప్రజలు ప్రజా సంఘాలు అంటున్నాయి ఇది ఆదానిని సులువుగా విశాఖ స్టీల్ ప్లాంట్లోకి ఆహ్వానించే కుట్రలో భాగమేనని వేరే చెప్పనవసరం లేదు ప్రభుత్వ కంపెనీలైన సెయిల్తోనో ఎన్ఎండిస్తోనూ పెట్టుబడులు పెట్టించే విషయమై కేంద్రంపై గట్టి ఒత్తిడి కలిగేలా చేయాల్సిన మేధావులు స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడానికి విశాఖ వాసులు సహించలేకపోతున్నారు రాజకీయ ప్రయోజనాలు స్టీల్ ప్లాంట్ని మనం బిడ్డలాగా చూసుకోవాలి అందుకనే మేము ఈ బిడ్డ వేస్తాం స్టీల్ ప్లాంట్ని బిడ్డలాగా చూసుకున్నాం కాబట్టి ఈ బిడ్డ వేస్తున్నాం ప్రభుత్వం పాలసీ క్లీన్ షేవ్ అయితే మా పాలసీ క్లియర్ సేవ్ సో ప్రభుత్వం క్లీన్ సేవ్ చేయాలనుకుంటుంది స్టీల్ ప్లాంట్కి కాబట్టి మేము క్లియర్ సేవ్ చేయాలనుకుంటాం అందుకనే ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేయడం జరుగుతుంది ఆ తర్వాత ఈ నిధులు అవి ఎలా సమకూర్చాలనేవి కూడా ఆలోచించి ఆ సందర్భంగా ఉన్న వివరాలు కూడా మీకు తెలియజేస్తాం ముందు ఈరోజు బిడ్డ అయిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేసి క్వాలిఫైడా అన్క్వాలిఫైడా నాట్ క్వాలిఫైడా ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు కాబట్టి ఈ లోపల మనం ఎలా ముందుకు వెళ్ళాలన్నది కూడా ఆలోచిస్తాం కాబట్టి ఈరోజు సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈ విశాఖకు ఖచ్చితంగా ప్రభుత్వ రంగ సంస్థగానే ఉండాలి ఆ నినాదంతో మీరు కూడా ప్రజల్లో ఈ చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మొదటి నుంచి చేస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా ధన్యవాదాలు కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇలాగే ముందుకు తీసుకువెళదాం మన ప్రభుత్వ రంగ సంస్థగానే ఈ స్టీల్ ప్లాంట్ ఉండాలన్నది మా అందరి కోరిక థ్యాంక్ యూ